స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ల కాంబోలో తెరకెక్కిన మూడో సినిమా అలా వైకుంఠపురంలో సాధారణంగా సినిమాలన్నీ శుక్రవారం లేదా గురువారం రిలీజ్ చేస్తారు అయినా కానీ ఈ సినిమాని జనవరి పన్నెండు ఆదివారం రోజున రిలీజ్ చేశారు ఎందుకంటే సంక్రాంతి బరిలో మహేష్ బాబు సినిమా సర్లేర్ నీకోరు దర్బార్ సినిమాలు ఉండడంతో ఈ సినిమాకి డేట్ దొరకకపోవడంతో ఈ సినిమాకి జనవరి పన్నెండున డేట్ని ఫిక్స్ చేసి ఆ రోజున రిలీజ్ చేశారు ఇదే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు సండే రోజు సెలవు కాబట్టి ఈ సినిమాకి ఫ్యాన్స్తో పాటు రెగ్యులర్ ఆడియన్స్ కూడా ఈ సినిమాకి ఎగబడడంతో ఈ సినిమా కలెక్షన్స్ ఫస్ట్ డే అల్టిమేట్గా వచ్చాయని చెప్పుకోవచ్చు Telugu audience first priority Telugu సినిమాలకి ఇస్తారు కాబట్టి మొదటి ప్లేస్లో సరిలేరు నీకెవరు సినిమా ఉంది కాబట్టి సెకండ్ ప్లేస్లో అలా వైకుంఠపురం మూవీ ఉంది కాబట్టి ఆ సినిమా టికెట్లు దొరకని వారు అలా వైకుంఠపురం మూవీ టికెట్స్తో సినిమాకి వెళ్తారు కాబట్టి ఈ సినిమా కలెక్షన్స్ కూడా ఊరా మాస్ లెవెల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు మా కేవలం ఐదు రోజుల్లోనే బ్రేక్ ఇవన్నీ పూర్తి చేసుకొని సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే ఎనభై ఏడు కోట్ల వరకు షేర్ని అందుకొని అల్టిమేట్ కలెక్షన్స్తో దూసుకెళ్ళిపోతుంది ఈ సినిమా దీంతో బ్రేక్ ఇవన్నీ పూర్తి చేసుకుంది కాబట్టి ఈ సినిమాకి క్లీన్ నీట్ జాబితాలో నిలిచిందనే చెప్పుకోవాలి మా ఆరవ రోజు కూడా బ్రహ్మాండమైన హోల్ని సాధించి ఎంత లేదన్నా కానీ ఎనిమిది కోట్ల వరకు షేర్ని అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి సినిమా ఆరు రోజుల కలెక్షన్స్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే తొంభై ఐదు కోట్ల రేంజ్ లోపు షేర్ ఉండే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి సంక్రాంతి పోటీలో ఉన్న సర్లేరు నీకెవరు మూవీ రోజు రోజుకు కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఆ తర్వాత రోజు అలా వైకుంఠపురంలో ఆ రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకెళ్ళిపోవడంతో కేవలం ఆరు రోజుల్లోనే తొంభై ఐదు కోట్ల క్లబ్లో చేరబోతున్న సినిమా అల్లు అర్జున్ కెరియర్లో మొట్టమొదటి వంద కోట్ల షేర్ అందుకోబోయే సినిమాగా ఏడవ రోజు వచ్చే కలెక్షన్స్తో నిలిచి అవకాశం ఎంతైనా ఉందని చెప్పుకోవాలి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరియర్లో కూడా నెంబర్ వన్గా నిలిచింది ఈ సినిమా సినిమా సంక్రాంతి రేసులో one of the biggest highest గ్రాస్ని అందుకోగా సినిమా సంచలన రికార్డులను నమోదు చేసింది ఇక ఆరు రోజుల్లో అఫీషియల్ కలెక్షన్స్ రిపోర్ట్ రిలీజ్ అవ్వగానే మీకు అప్డేట్ చేస్తాం సో మా ఈ వీడియో వస్తే లైక్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి